హలో అండి నేను మీ రుక్మిణి ఎలా ఉన్నారు భక్తి తగ్గి రాక్షసత్వం మండిపోతున్న ఈ రోజుల్లో వేధవది రాక్షసుల్ని పూజించే మూకలు బయలుదేరారట అందుకే పూజ కాస్త పక్కన పెట్టి ఝాడించేద్దామని వచ్చాను ఆ దానవి మొక్కల కోసం ఈ సెటైర్ ఎపిసోడ్ చూడండి సరదాగా త్రీ టూ వన్ గో ఓం మహాగణపతియే నమ గణపతి స్వామి ఏమిటి కలియుగం ఏమిటి జనాన్ని కటకటలాడిస్తున్న కలవరు నీ ఉనికినే సందేహిస్తున్నారే అవురా ఎంత దుస్థితి ఇది ఇలాగే వదిలేయమంటావా లేక జంధ్యం చాడించి యుద్ధం ప్రకటించమంటావా నిన్నడిగితే ఓ చిరునవ్వు నవ్వుతావు నాకా అర్థమై చావదు సరే నా ప్రయత్నం నేను చేస్తాను ఈ దానవాగ్ని ఏపాటిదో ఓ చూపు చూస్తాను ఒంటిగా వామనుడు రాలేదా ఉద్ధరించి పోలేదా నేను పట్టుబట్టి నీకొచ్చి విన్నవిస్తాను వక్రతుండ మహాకాయ ఓ చూపు వేసించు పొద్దున్నే సంధ్య మార్చుకుంటున్నప్పటికంటే ఈ కోపం ప్రకోపించింది సుమి ఏమిటో ఒళ్ళంతా సెగలొచ్చేస్తున్నాయి లేకపోతే ఏమిటి ఈ ముష్కరుల తెగింపు రావణుణ్ణి పూజించడమేమిటి పైత్యం పట్టి మట్టిలో కలిసిపోకపోతురా అసలేమనుకుంటున్నారు ఏం సాధిద్దామనుకుంటున్నారు రాక్షసుణ్ణి పూజించడమేమిటి నా బొందా మతి తప్పిందా రామాయణం అంతా విని సినిమా కథ డిస్కషన్ పెట్టినట్టు ఈ సొంత పైత్యమేమిటి ఏమిటి వీళ్ళ శార్థం శాపనార్థాలు పెడితే వీళ్ళు మరింత కాలం బతుకుతారే అయినా కొంపదీసి ఆ లంకేశుడి సేన మళ్ళీ పుట్టిందా అయినా వాళ్ళ పుట్టే మునగడం మినహా వీళ్ళు చేసి చచ్చేదే ఉంది అసలు రావణుడు దేవుడని మండోదరి కూడా అనుకోలేదు ఈ అధమమానవులకేల ఈ చెత్త చిత్తము ఏమిటేమిటేమిటేమిటి రావణుడికి గుడి కట్టాలా ఓహో కళ్యాణ కట్ట కళ్యాణ మండపం కూడా కట్టండి అక్కడ పక్కవాడి పెళ్ళాన్ని ఎత్తుకురావడం కూడా నేర్పండి దూషణ ఎంత పాపమో దానవ సేవనం కూడా అంతే దుష్టహేతువని ఈ తీతుడుగాళ్ళకి ఎలా చెప్పను అసలు ఆ పైత్యకారి దానవుడు నీకు హీరోలా ఎలా కనబడ్డాడు అంటే ఒక్కడి దగ్గర సమాధానం లేదు ఇది మత విద్వేషం పెంచే గూడు పుఠాని అని నా అనుమానం లేకపోతే రామనామం చెయ్యని హిందువెవడు నాశనం చెయ్యమని చెప్పే అన్య మతస్థుడవుడు రేపు నన్ను ఈ దుష్టుడికి అష్టోత్తరం అభిషేకాలు చెయ్యమని చెప్తారా ఏమిటి నా కర్మ అంతకన్నా ఆత్మహత్య మేలు కదా రావణ దహన సరదా తీర్చే దసరా మర్చిపోయారా లేక రామలీల పొంగించే రసామృతం గొంతులో ఎండిపోయిందా మీ ప్రారంధం కాకపోతే ఏమిటి విపరీతం ఏమంటున్నారా బడుద్ధాయిలు పురాణాలన్నీ కల్పితాలా అవి జరిగినప్పుడు మీరు చూడలేదా అందుకే నమ్మరా మీ ఉనికే అశుద్ధోరోయ్ పీల్చే గాలి మీద ఆగని గుండె మీద లేని అనుమానం దేవుని ఉనికిని తెలుసుకుని ఏం చేస్తారా అంతగా దేవుణ్ణి చూడాలనుకుంటే మీ అమ్మలోనో నాన్నలోనో గురువులోనో ఆ మాటకొస్తే ప్రతి మనిషిలోనూ చూడొచ్చు కదరా చూస్తే నమ్మను అనుకున్నవాడి కళ్ళు దృష్టి బుద్ధి మతి ఎవరిచ్చారో మరి చర్చ చేసుకుందామా లేకపోతే మీ రొట్టి దద్దమ్మల్ రోయ్ అయినా గోడ పక్కనే ముందు చూడలేని వాళ్ళు గోడు వినేవాడి గోత్రాలు నీకెలా అర్థమవుతాయిరా అసలు ఎలా అర్థం చేసుకుంటారా నీకత ఆహతక్కర్లేదా పుక్కిట పురాణాలు అని పుచ్చిన పళ్ళతో విక్కిరించే వెర్రి నాగన్నలు మీ బుర్రలో మకిలాన్ని కడిగేయండి అసలు ఈ రావణ సేవ ఈ రావణ సేవ రావణ సేవ అన్న ఆలోచన వచ్చిన వాడి బ్రహ్మ కపాలం పగిలిపోవాలి కళ్ళు బైర్లు కమ్మి ఎదురుగా బ్రహ్మే కనపడాలి ఆ నిరక్షర కుక్షికి రేపు కంసుణ్ణి నరకాసురుణ్ణి కూడా గుళ్లల్లో పెట్టి హారతులు ఇచ్చేస్తారేమో ఓరి మీ తాటికాయ బుర్రల్లో గుబ్బెమ్మలు పెట్టా అయినా ఆయుష్ పోయినవాణ్ణి ఉన్న ఆయుష్ లాక్కునేవాణ్ణి పూజించే మీ పిట్టమెదడు జ్ఞానాన్ని ఏమనాలరా అల్పాయుష్కుల్లారా బ్రాహ్మణుడై ఉండి బ్రహ్మజ్ఞానాన్ని పొంది శివుడి ప్రాపకం ఉండి కూడా తప్పుడు ఆలోచనలతో రాక్షసుడైన వాడు నీకాదర్శమేమిట్రా ఎడ్డవంటే తెడ్డెవంటూ వితండవాదంతో మీ మీ కూష్మాండాల్లో మట్టిని బాగా దట్టించి బుద్ధుని చంపేసినట్టుంది నీకు భక్తి దానికో అనురక్తి చెడు చేసేవాడిని పూజిస్తే చెడు తప్ప మంచి జరగదని మీ పుచ్చకాయల బుర్రల్లో చిన్న చింతగింజంత గుజ్జు కూడా మిగలక భ్రష్టు పట్టినట్టుంది నీ వాళ్ళకు మీకు మీరే సమాధానం రోయ్ దానవ ప్రాపకమే గుణపాఠం మీ పాపం పండి అంత్యదశలో ఉన్నట్టు నీ జాతకమే చెబుతోంది నేను నీకోసం సమయం వెచ్చించడం మహాపాపం సుమి అంటే అన్నానని ఆడిపోసుకుంటున్నారు గాని వెధవది కోపం వస్తోంది కాని వేదం చదివిన నోరు మీలా దిగజారి ఉపదేశించలేకపోతున్నా మేలుకోండిరా సర్పద్రష్టుల్లారా ఏ దైవదూషణైనా సరే మిమ్మల్ని చీకటి కూపాల్లోకి అంధకార స్థూపాల్లోకి నెట్టేస్తాయి శాపగ్రస్తులుగా మారకండిరా మీ వెనకున్న శక్తులు పన్నే కుయుక్తులకి మెత్తగా లొంగిపోయి గానుగిద్దుల బతక్కండిరా వెధవాయిలు బుర్ర వాడండి పురాణాలు పుణ్యతీర్థాలు పక్కన పెట్టండి పుట్టిన గడ్డకి నువ్వు పురిటి గుడ్డుగా సాకిన ప్రదేశానికి ముప్పు తలపెట్టుకురా త్రాష్టుడా ఏ మతమైనా దేవుడొక్కడే తెలుసుకో దేవుళ్లలో గొప్ప దేవుళ్ళంటూ ఉండర్రా గొబ్బెమ్మల్లారా మిమ్మల్ని మారమనే పీనుగులను ఏనుగులై ఘీంకరించండి హుంకరించండి నాకు మంగళహారతికి వేళయింది చాదస్తం అనుకోకుండా కాస్త ఆలోచించండి ఆ సర్వేశ్వరుడికి కూడా కులాల కొలతలు మతాల మతలబులు అంటకట్టి ఈ యుగాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ రాక్షస సంతతికి ఈ రుసరుసలు అంకితం కూరుపెట్టని మతోన్మాదాలు గూడు చెదిరే మతమార్పిడులు నీడని నమ్మని నాస్తికవాదులు మారిన రావణసేనలు పునరాలోచన చేసుకుంటారని ఆశిస్తూ మీ రుక్మిణి